చెప్తే అక్కడికి వెళ్ళిన వార్త ఏంటి వేరేది అనేక సందర్భాల్లో కూడా మన జీవితంలో జరిగేది అదే మనకి వచ్చేటువంటి న్యూస్ మనం చూసేటువంటి దృశ్యాలు మనం చూసేటువంటి వినేటువంటి న్యూస్లు కాలేబ్ ఏం చేశాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కానీ అనేక సందర్భాల్లో మనం సరిగ్గా గ్రహించక సరిగ్గా అర్థం చేసుకోక ఉన్నది ఉన్నట్టు ఏం చేయట్లే కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం మీరు ఈ యాక్టివిటీ రేపు కాలేజెస్లో మీకు చేపిస్తారు కొన్ని కొన్నిసార్లు ఆఫీసెస్లో కూడా చేపిస్తారు ఉద్యోగాలు చేసే చోట కాబట్టి వాక్యం ఏమి నేర్పిస్తుందంటే ఉన్న వార్తను ఉన్నట్టుగానే ఏం చేయాలి కమ్యూనికేట్ చెయ్యాలి అందులో సత్యం ఉండాలి అందులో ఏముండాలి పాజిటివ్నెస్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా చెడు వార్తలు అనేది మనం మోసేవారుగా ఉండకూడదు ఏది వింటున్నామో ఏది చూస్తున్నామో ఏది తెలుసుకుంటున్నామో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి ఇది వాక్యం మనకు నేర్పించేది అర్థమైందా ఓకేనా హ్యాపీయా కూర్చోండి